hello everyone welcome to achievers academy ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఎస్ఐ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అరిథమెటిక్ వెయిటేజ్ అది కూడా ఏ విధంగా అంటే టాపిక్ వైజ్ వెయిటేజ్ తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందులో మీకు ప్రిలిమ్స్ వెయిటేజ్ కవర్ అవుతుంది అండ్ మెయిన్స్ వెయిటేజ్ కవర్ అవుతుంది దీనివల్ల ఏంటి అంటే మీకు ఎక్కడ వేరియేషన్ వస్తుంది టాపిక్లో అని ఈజీగా మీకు తెలిసిపోతుంది కలిగి చూడండి మనం అరిథమెటిక్ అండ్ రీజనింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ అందులోనే ప్యూర్ మ్యాథ్స్ కూడా కవర్ అయిపోతుంది అంటే ఎంటైర్ ఒక ఎస్ఐ మీద మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేటువంటి ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు మీకు తెలిసిపోతుంది ఈజీగా రైట్ ఇది బేసిక్ వాళ్ళు ఉంటే ఎవరైనా యూజ్ చేసుకోండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంత క్లియర్ డీటెయిల్గా మీకు తెలియదు కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ కట్ కరెక్ట్ అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ అరిథమెటిక్ తీసుకున్నట్టయితే మనం అరిథమెటిక్ అనేది టోటల్గా ఈ బ్లాక్స్గా డివైడ్ అవుతుందని మనకు తెలుసు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో మేము ఒకటి రిలీజ్ చేసాం చూడండి మా ఛానల్ ఏంటి అంటే అరిథమెటిక్లో ఏం బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్లో సబ్ టాపిక్స్ ఏంటివి అది ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఈచ్ సబ్ టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ లాగా ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి అవన్నీ ప్రిపేర్ అయితే మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలని టోటల్గా నేర్పించడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వెతకండి రైట్ ఇక్కడ ఈ అరిథమెటిక్కి సంబంధించి సంబంధించినటువంటి different types of blocks and next వచ్చేవరకు ఇంకొక ఇంకొకటి ఏంటి అంటే మీకు తెలియాల్సింది ఇప్పుడు ప్రీవియస్ మ్యాప్లో మనం చూసాం ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము మాడ్యూల్స్ చూసాము ఆ మాడ్యూల్స్లో సబ్ టాపిక్స్ ఏంటి అని ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ అరిథమెటిక్కి సంబంధించి ఇందులో నేను ప్యూర్ మ్యాథ్స్ మెన్షన్ చేయలేదు అరిథమెటిక్కి సంబంధించినటువంటి ఎంటైర్ టాపిక్స్ ఇవి రైట్ ఇప్పుడు ఈ టాపిక్స్లో ఒక్కొక్క టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రిలిమ్స్కి ఎంత వేటేజ్ ఉంది అండ్ మెయిన్స్కి ఎంత వేటేజ్ ఉంది అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం రైట్ ఇక్కడ చూడండి first one TSSI arithmetic weightage of questions అంటే number of questions each question carries one mark కదా కాబట్టి మీకు మార్క్స్ గురించి టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే క్వశ్చన్స్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ నేను పర్సంటేజ్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే వన్స్ మీరు పర్సంటేజ్ని వన్స్ మీరు పర్సంటేజ్ని తీసుకున్నట్టయితే ఇక్కడ వరకు పర్సంటేజ్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఉన్నట్టయితే పర్సంటేజ్ టాపిక్ కవర్ అయిపోతుంది అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కవర్ అయిపోతుంది సింపుల్ ఇంట్రెస్ట్ కవర్ అయిపోతుంది and profit and loss also complete అయిపోతుంది రైట్ కాబట్టి ఇక్కడ ఏంటి అంటే పర్సంటేజ్ పర్సంటేజ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు ఇక్కడ తెలియాలి మీరు చూస్తేనే అర్థమవుతుంది ఏంటంటే ప్రిలిమ్స్లో సెవెన్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మనకు తెలుసు ఏంటి అంటే ఎస్ఐలో prelims out of two hundred మార్క్స్కి హండ్రెడ్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కలిపి అండ్ మిగతా హండ్రెడ్ అంతా జనరల్ స్టడీస్కి వెళ్ళిపోయి మీకు తెలుసు కదా ఆ హండ్రెడ్లో ఫస్ట్ పర్సంటేజ్ నుంచి చూడండి సెవెన్ సెవెన్ అండ్ లెవెన్ మీరు ఓన్లీ సెవెన్ లాగా కన్సిడర్ చేయదు దీన్ని ఎందుకంటే ఒక పర్సంటేజ్ ప్రిపేర్ అయితే మీకు ఈ ఫోర్ టాపిక్స్ కూడా కవర్ కావడం జరుగుతుంది ఈ ఫోర్ టాపిక్స్లో మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్లో సబ్ టాపిక్ లాగా డిస్కౌంట్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ సబ్ టాపిక్ లాగా ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఉంటాయి కదా అంటే ఈ మొత్తం సిక్స్ టాపిక్స్ కూడా ఎంటైర్ దేని మీద డిపెండ్ అంటే పర్సంటేజ్ మీద డిపెండ్ కావడం జరుగుతుంది కాబట్టి మీరు పర్సెంటేజ్ యొక్క వెయిటేజ్ అనేది చూడండి ఇక్కడ వరకు మీరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అరిథమెటిక్లో తీసుకున్నట్టయితే ఓన్లీ ప్రిలిమ్స్లో eight plus nine nine thirteen marks ప్రిలిమ్స్లో రావడం జరిగింది అంటే ఓన్లీ పర్సెంటేజ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఓకేనా మరి ఇక్కడ పర్సెంటేజ్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి ఎన్ని మార్క్స్ రావడం జరిగింది అంటే థర్టీన్ మార్క్స్ రావడం జరిగింది రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మెయిన్స్లోకి వెళ్ళే వరకు ఎంత వస్తుంది లెవెన్ ప్లస్ త్రీ థర్ట్ fourteen fourteen plus four eighteen eighteen plus nine twenty seven marks మనకి ఓన్లీ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రావడం జరిగింది మీరు ఓన్లీ పర్సంటేజ్ని సింగిల్ టాపిక్ లాగా చూడకండి పర్సంటేజ్ అనేది ఒక కాన్సెప్ట్ లాగా తీసుకోండి అంటే మీరు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే ట్వంటీ సెవెన్ మార్క్స్ కవర్ అయిపోయింది మనకి మెయిన్స్లో ఓకేనా కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది మీరు పర్సంటేజ్ నేర్చు ఒకవేళ అర్థమెటిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే పర్సంటేజ్ నుంచి స్టార్ట్ చేయండి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే ఫార్మాట్లో కోర్స్ కూడా డిజైన్ చేయడం చేయడం జరిగింది మా దాంట్లో అంటే first percentage percentage entire arithmetic సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ అంటే రిగార్డింగ్ పర్సంటేజ్ ఏవి ఉంటాయి అవన్నీ కూడా మేము పర్సంటేజ్ టాపిక్లో చేసాము కావాలంటే మీరు కోర్సులోకి వెళ్ళి చూడొచ్చు రైట్ పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ అయిపోయిన తర్వాత పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటే తెలుసు అంటే పాపులేషన్ గ్రోత్ ఓకేనా పాపులేషన్ డిక్రీజ్ ఓకేనా మెషిన్ డిప్రిసియేషన్ వాల్యూ ఓకే ఇటువంటి questions and tax related problems ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పర్సంటేజ్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవడమా పర్సంటేజ్ లేదంటే ప్రిన్సిపల్ కనుకోవడమా లేదంటే అమౌంట్ అనుకోవడమా different different banks different different స్కీమ్స్లో మనం డిపాజిట్ చేయడం ఇదంతా కూడా మనకి ఎందులో ఉంటుంది అంటే simple interest and compound interest రావడం జరుగుతుంది ఓకేనా త్రీ ఇయర్స్కి ట్రిపుల్ అవుతుంది ఫోర్ ఇయర్స్కి ట్రిపుల్ అవుతుంది ఓకేనా ఇవి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వస్తాయి అవన్నిటికి సంబంధించిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో చెప్పాను కదా అందులో చూడండి ఒకసారి రైట్ ఇది పర్సంటేజ్కి సంబంధించినటువంటి వెయిటేజ్ మీరు నోట్ డౌన్ చేసుకోండి వీటిని ఓకే ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది కాబట్టి నెక్స్ట్ పర్సంటేజ్ అయిపోగానే మీరు చేయాల్సిన టాపిక్ ఏంటి ఏంటి అంటే యాజ్ పర్ అవర్ షెడ్యూల్ ఏంటి అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది రేషియో ప్రపోర్షన్ ఇది సెకండ్ బ్లాక్ పర్సంటేజ్ అనేది first block and ratio proportion అనేది సెకండ్ బ్లాక్ రేషియో ప్రపోర్షన్ చూసుకుంటే ఇక్కడ తక్కువ పోర్షన్ ఉన్నప్పటికీ ఈ రేషియో ప్రపోర్షన్ అనేది మళ్ళీ ఫర్దర్గా వచ్చే బ్లాక్స్ ఉంటాయి కదంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అనే బ్లాక్లో చాలా యూజ్ అవుతుంది ఇది ఓకే ఎందుకంటే రెండు two trains travelling in opposite directions అన్నప్పుడు వాటి యొక్క స్పీడ్ రేషియో తీసుకోవాల్సి ఉంటుంది వాటి యొక్క టైం రేషియో తీసుకోవాల్సి ఉంటుంది అంటే రేషియో మీద డిపెండ్ అయ్యే నెక్స్ట్ వచ్చే బ్లాక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మీకు తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఫర్దర్ బ్లాక్స్లో మీకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు ఇందులో ఇవ్వండి రేషియో ఓన్లీ సపరేట్ రేషియోస్ తీసుకుంటే వన్ మార్క్ వచ్చింది ఫిలిమ్స్లో మెయిన్స్లో త్రీ మార్క్స్ రేషియోలో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మీకు తెలుసు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా కాయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా ఎటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ అలిగేషన్ మిక్చర్స్ కాకుండా దానికి బేస్ అయినటువంటి క్వశ్చన్ క్వశ్చన్స్ కూడా రేషియోస్లో రావడం జరుగుతుంది ఓకేనా మిల్క్ అండ్ వాటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అవి మీరు ప్రిపేర్ కండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజెస్ ఇందులో వన్ మార్క్ వస్తే మెయిన్స్లో వన్ మార్క్ రావడం జరిగింది ఇలా ఎలాగో మీకు డిజిట్స్ కనబడుతున్నాయి కాబట్టి సపరేట్గా చెప్పడం లేదు దానికి ఇంపార్టెన్స్ అనేటువంటిది మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను రైట్ నెక్స్ట్ వచ్చేసి యావరేజెస్ ఈ యావరేజ్ అనేది సపరేట్ బ్లాక్ మళ్ళీ ఓకే ఇప్పటికి ఎన్ని కాన్సెప్ట్స్ అయిపోతున్నాయి percentages one concept next ratio proportion another concept and one more concept is averages యావరేజెస్లో ప్రిలిమ్స్లో వన్ మార్క్ వచ్చినప్పటికీ మెయిన్స్లో సిక్స్ మార్క్స్ రావడం జరిగింది ఇది ఇదంతా ఏంటంటే ఇప్పటికీ మనకి త్రీ బ్లాక్స్ కంప్లీట్ అయిపోయిన అయిపోయినవి ఏంటంటే percentages ratio proportion and averages చూడండి ఇక్కడ మెయిన్స్లో కౌంట్ చేస్తే త్రీ బ్లాక్స్ నేర్చుకుంటే తీసుకుంటే ఎన్ని వస్తుంది చూడండి eleven plus three fourteen fourteen plus four eighteen eighteen plus nine twenty seven twenty seven plus three thirty thirty plus seven thirty seven thirty eight and forty four marks complete అవ్వడం జరిగింది అంటే ఓన్లీ త్రీ కాన్సెప్ట్స్ మీకు త్రీ కాన్సెప్ట్స్ గ్రిప్ ఉంటే ఫార్టీ ఫోర్ మార్క్స్ మీ హ్యాండ్లో ఉంటుంది ఇది గుర్తుపెట్టేసుకోండి రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేవరకు ఏంటి అంటే టైమ్ అండ్ వర్క్ అయితే టైమ్ అండ్ వర్క్కి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి ఓన్లీ ఎల్సీఎం అనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయొచ్చింది అనుకోండి ఈ టైమ్ అండ్ వర్క్ని మీరు స్టార్టింగ్లో అయినా ప్రిపేర్ కావచ్చు ఎండ్లో అయినా ప్రిపేర్ కావచ్చు మిడిల్లో అయినా ప్రిపేర్ కావచ్చు ఓన్లీ టైమ్ అండ్ వర్క్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది ఓకే రైట్ కాబట్టి టైమ్ అండ్ వర్క్ ప్రిలిమ్స్లో ఫోర్ మార్క్స్ వచ్చాయి మెయిన్స్లో ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది next pipes and systems pipes and systems related to time and work okay ఇవి రెండు కూడా ఒకే బ్లాక్ అంటే ఒకటే topic time and work and ఇక్కడ పర్సన్స్ వస్తే అక్కడ పైప్స్ అని వస్తుంది అంతే ఓకేనా వర్క్ అండ్ వర్క్ ప్లేస్లో సిస్టమ్స్ ఉంటుంది రైట్ ఆ రెండు వేరియేషన్ తప్ప ఎక్కడ కూడా కాన్సెప్ట్లో ఎటువంటి వేరియేషన్ అనేది ఉండదు ఇందులో మార్క్స్ చూడండి ప్రిలిమ్స్లో ఫోర్ వస్తే మెయిన్స్లో ఎయిట్ వచ్చేవి next pipes and systems one mark వస్తే జీరో మార్క్ జీరో మార్క్ అని మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి అదే వేటేజ్ ఉండాలని రూల్ లేదు కానీ నియర్లీ దీనికి సిమిలర్గా ఉంటుంది వేటేజ్ కాబట్టి ఈ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ప్రీవియస్ని బేస్ చేసుకొని ఓకే మేము సెల్ఫ్ ప్రిపేర్ చేసింది కదా ఆల్రెడీ పేపర్స్ అనాలిసిస్ చేసి ఇక్కడ మీకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ ఏంటి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ బ్లాక్ ఇప్పుడు ఎన్ని బ్లాక్స్ కవర్ అయిపోయినాయి మనకి percentages ratios averages and next three concepts complete అయిపోయినాయి ఆ త్రీ టాపిక్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటువంటి వచ్చేది ఏంటి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ సపరేట్ కొత్త టాపిక్ కాదు త్రీ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి టాపిక్స్ ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్లో ట్రైన్స్ ఉంటాయి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి రేసెస్ అండ్ గేమ్స్ ఉంటాయి కానీ ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి బోర్డ్స్ క్వశ్చన్ రాలేదు రేసెస్లో క్వశ్చన్ రాలేదు కాబట్టి చూడండి ప్రిలిమ్స్లో ఫోర్ మార్క్స్ వస్తే మెయిన్స్లో ఫోర్ మార్క్స్ వచ్చినవి అండ్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్లో ట్రైన్స్లో వన్ మార్క్ వస్తే అక్కడ మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి టూ మార్క్స్ రావడం జరిగింది క్లియర్ రైట్ ఇంకా మిగతావి అంటే ఏంటంటే chain rule different different topics ఉంటాయి కదా జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది అంటే అథమెటిక్లో అసలు యాక్చువల్గా ప్రిలిమ్స్లో ఏమి రాలేదు డైరెక్ట్ టాపిక్స్లోనే కవర్ అయిపోయినవి కానీ మెయిన్స్కి వచ్చేవరకు different different topics miscellaneous topics కింద తీసుకుంటే అందులో నైన్ మార్క్స్ రావడం జరిగింది రైట్ ఇది ఏంటి అంటే అర్థమెటిక్ సంబంధించి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్నటువంటి వేరియేషన్ నెక్స్ట్ వెళ్దాం చూడండి నెక్స్ట్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ వేటేజ్ చూద్దాం చూడండి రైట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్యూర్ మ్యాథ్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన topic these first two topics ఏంటి అంటే మనకి ఫస్ట్ టూ ఏంటి అంటే first mensuration and next one is number systems ఎందుకు అంటే చూడండి ఈ రెండు టాపిక్స్ని కలిపి ప్రిలిమ్స్లో fourteen plus nine is equal to twenty three eleven plus fifteen is equal twenty six marks అంటే ప్రిలిమ్స్లో మనకి ట్వంటీ త్రీ మార్క్స్ కవర్ చేస్తే అవుట్ ఆఫ్ హండ్రెడ్ మెయిన్స్లో మనకి ట్వంటీ సిక్స్ మార్క్స్ కవర్ చేయడం జరిగింది రెండు టాపిక్స్ కలిపి అంటే మీరు ఒకవేళ ప్యూర్ మ్యాథ్స్ చూజ్ చేసుకోవాలి అంటే ఎంటైర్ ప్యూర్ మ్యాథ్స్ మీద మీరు పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి జస్ట్ మెన్సరేషన్ అండ్ నెంబర్ సిస్టమ్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సరిపోతుంది అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి ఈ ప్యూర్ మ్యాథ్స్లో నుండి చూస్తే ఈ రెండు టాపిక్లో నుంచి వస్తున్నాయి మనకి రైట్ కాబట్టి ఈ రెండు టాపిక్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ కండి మీకు మెన్స్ట్రేషన్ అండ్ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలో కూడా నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోలో చెప్పాను ప్రతిసారి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే బిగినర్స్ ఎవరున్నా ఆ వీడియో చూసిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ చేయలేకపోతే మీరు ఎన్ని బుక్స్ వాడినా ఏ క్వశ్చన్స్ వాడినా ఎవరు విన్నా కానీ మీకు ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ స్ట్రాటజీ తెలియాలి స్ట్రాటజీ తెలిసిన తర్వాత బుక్స్ రాయాలి బుక్స్ తెలిసిన తర్వాత ప్రీవియస్ ఇయర్లో ఏమొస్తుంది తెలియాలి దాని తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఈ విధంగా వెళ్తేనే ఒక ఆర్డర్లో ఉంటుంది మీకు రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి జామెట్రీ జామెట్రీని ఎక్కువ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్ట్రీ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బేసిక్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి డీప్గా చదవాల్సిన అవసరం లేదు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి geometry just interior angles exterior angles next number of diagonals ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా properties of square properties of rectangles very very small basics questions రావడం జరుగుతుంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి కానీ మెనిస్ట్రేషన్ నెంబర్ సిస్టమ్ వచ్చేవరకు డెప్త్ కూడా వెళ్తాడు ఈ రెండు టాపిక్స్ని బాగా ప్రిపేర్ కానీ దీన్ని లైట్గా తీసుకోండి ఓకేనా ఇది ఆల్జిబ్రా సింప్లిఫికేషన్ రేంజ్లో వస్తుంది okay x plus one by x equal three then find out x cube plus one by x cube equal question mark ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఆల్జిబ్రా రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ నెంబర్ సిస్టంలో నేను ఏంటి అంటే నెంబర్ సిస్టమ్ నైన్ ఫిఫ్టీన్ అంటే ఈ నెంబర్ సిస్టంలోనే ఎల్సీఎం ఎస్సీఎఫ్ కూడా కవర్ అయిపోతుంది గుర్తుపెట్టేసుకోండి నెంబర్ సిస్టంలోనే ఎల్సీఎఫ్ ఎస్సీఎఫ్ కూడా కవర్ అయిపోతుంది అందులోనే నెంబర్ సిస్టమ్ వస్తుంది ఓకేనా రైట్ తర్వాత ఆల్జిబ్రా అయిపోయింది ప్రోగ్రెషన్స్ నుంచి just one mark arithmetic progression ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఓకేనా twenty eighth term find out చేయమంటాడు లేదా స్టార్టింగ్ టర్మ్ ఏంటి అని అడుగుతాడు ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రీ మీరు డీప్గా చదవాల్సిన అవసరం లేదు బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చేసుకోండి ఏదైనా ఒక వెరీ బేసిక్ లెవెల్ బుక్ ఉన్నా కూడా ఈ ఈ టూ టాపిక్స్కి సరిపోతుంది డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఆల్జీబ్రాకి వచ్చేవరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి ఈజీగా సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సెట్స్ సెట్స్ అనేటువంటి మామూలుగా రాదు ఎగ్జామ్లో కానీ ఇక్కడ ఏంటి అంటే వెన్ డయాగ్రామ్ ఇచ్చేసి క్వశ్చన్స్ క్వశ్చన్స్ అనేటువంటి సెట్స్ ఫార్మాట్లు ఇవ్వడం జరిగింది A union of B union of C కానీ డయాగ్రామ్ మాత్రం వెన్ డయాగ్రామ్ వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని సెట్స్ ఏ విధంగా రావాలి అనే క్వశ్చన్స్ అడిగింది కాబట్టి సపరేట్ సెట్స్ లాగా నేను ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది రైట్ ఇది ఏంటి అంటే మనకి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి సంబంధించినటువంటి syllabus and weightage right next one ఇక్కడ వచ్చేసరికి మీకు కనబడుతుంది చూడండి రీజనింగ్ రీజనింగ్ వెళ్ళే వరకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి అంటే ఇవన్నీ రీజనింగ్కి రిలేటెడ్ ఉన్న టాపిక్స్ ఆల్రెడీ దీని మీద కూడా వీడియో ఉంది మీరు చూడొచ్చు how to prepare for reasoning అని మా ఛానల్లో దాన్ని కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము అక్కడికి వెళ్తే కూడా మీకు ఎట్లా స్టార్ట్ కావాలి ఎట్లా ఎండ్ చేయాలి అనేది క్లియర్గా ఉంటుంది రైట్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని వెయిటేజ్ చూసినట్టయితే నేను first first letter series and coding డీ డీకోడింగ్ చూజ్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే చూడండి అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్లో అంటే నేను మామూలుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను one ten to one twenty marks arithmetic and pure maths కలిపి వస్తే మిగతా ఎయిటీ మార్క్స్ మనకి ఏమొస్తాయంటే మెయిన్స్లో రీజనింగ్ రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ ఒకవేళ ఎయిటీ మార్క్స్ వచ్చినట్టయితే out of eighty twenty four marks from the letter series and coding decoding అంటే letter series and coding decoding నుంచి మనకి ట్వంటీ ఫైవ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ అంటే thirty three percentage out of eighty seventy five to eighty అనుకుంటే twenty five marks is nothing but thirty three percentage approximately one third portion అనేది మనకి మనకి ఎక్కడి నుంచి వస్తుంది letter series and coding decode నుంచి రావడం జరుగుతుంది letter series and coding decoding కూడా కోర్సులో ఈజీగా డిజైన్ చేసిన ఏంటి అంటే లెటర్స్ని లెటర్ సిరీస్ కోడింగ్ డికోడింగ్ రావాలి అంటే లెటర్స్ యొక్క నెంబర్ పొజిషన్ తెలియాలి లెటర్స్ యొక్క ఆ పేర్ వాల్యూ తెలియాలి ఓకే ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి దాని కోర్స్ ఏంటి అన్నీ చెప్పేశాను లెటర్ సిరీస్ వస్తే మనకి లెటర్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది ఎనాలజీ కంప్లీట్ అయిపోతుంది కోడింగ్ డీకోడింగ్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా తర్వాత సీక్వెన్స్ కవర్ అయిపోతుంది తర్వాత పేరింగ్ అనేది కవర్ అయిపోతుంది కాబట్టి లెటర్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ఎగ్జామ్లో అది whether it is constable or S A తీసుకున్నా రైల్వే తీసుకున్నా కూడా లెటర్ సిరీస్ అనేది మేజర్ రోల్ రైట్ ఇది లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి పోర్షన్ ప్రిలిమ్స్లో ట్వెల్వ్ మెయిన్స్లో twenty four out of forty చూడండి ఇక్కడ సిక్స్టీ క్వశ్చన్స్ ఫ్రమ్ అండ్ ఎక్కడి నుంచి అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటే forty from reasoning out of forty twelve questions from the letter series and coding decoding కాబట్టి ఇక్కడ వేరియేషన్ అనేది చాలా ఉంటుంది మీకు రైట్ నెక్స్ట్ వన్ ఏంటంటే number series and puzzle test same letter సిరీస్లో ఏవైతే లాజిక్స్ ఉంటావో అంటే నెంబర్స్ రాసేసిన తర్వాత లాజిక్స్ ఉంటావో సేమ్ లాజిక్స్తో నెంబర్ సిరీస్ అనే టాపిక్ కూడా ఉంటుంది number series and puzzle test కలిపి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే సిక్స్ అండ్ ఫోర్ ఓకేనా అంటే మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి అంటే letter series and number series పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మెయిన్స్లో అప్రాక్సిమేట్గా థర్టీ మార్క్స్ మీ హ్యాండ్లో ఉంటుంది letter series and number series రావాలి అంటే లెక్చర్స్ వినడంతో పాటు ఆ లెక్చర్స్ ఆ చెప్పేటువంటి లెక్చర్ అంటే మీకు మెంటార్ ఏ విధంగా ఫాలో అవుతున్నాడో అబ్జర్వ్ చేసుకుంటూ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఇందులో స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది లెటర్ సిరీస్ మీరు మీ కాన్సెప్ట్ వచ్చు వదిలేసి ప్రాక్టీస్ లేకుండా ఉంటే ఎటువంటి క్వశ్చన్స్ కూడా రావు కాబట్టి వీటి మీద జాగ్రత్తగా ఫోకస్ చేయండి ఈ రెండు టాపిక్స్ కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవి ఎంత ఈజీ టాపిక్స్ అంత టఫ్ టాపిక్స్ మళ్ళీ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు మనం next one analogy and odd one out ఇది సపరేట్గా టాపిక్ ఏం కాదు అనాలజీని ఆడ్ వన్ అవుట్లో లెటర్స్ అనాలజీ ఉండొచ్చు లెటర్ ఆడ్ వన్ అవుట్ ఉండొచ్చు నెంబర్ అనాలజీ ఉండొచ్చు నెంబర్ ఆడ్ వన్ అవుట్ ఉండొచ్చు ఓకేనా కాబట్టి word analogy word odd one out ఉండొచ్చు కాబట్టి ఇవి రెండు టాపిక్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా అనాలజీ ఆడ్ వన్ అవుట్ కూడా కవర్ అయిపోయినట్టే మనకి next next one caselets caselets అంటే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ రూపంలో ఇస్తాడు మనకి డేటా మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుంది అంటే డిఐకి రిలేటెడ్ టాపిక్ యాక్చువల్గా క్యాస్లెట్స్ అనేటువంటివి ఇక్కడ ఏంటి అంటే for example in school there are two hundred members out of two hundred members girls percentage is forty and boys percentage sixty out of boys forty percentage members are qualified for the exam and remaining sixty percentage are not qualified and out of qualified candidates twenty percentage members are eligible for scholarships అని ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి కదా మొత్తం ఆ క్వశ్చన్స్ అన్ని కూడా క్యాస్లెట్స్లో వస్తాయి ఈ క్యాస్లెట్స్లో రేర్ క్వశ్చన్స్ కానీ వస్తే మాత్రం టైం తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా రీడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందులో నుంచి మనకి ఫోర్ వస్తే మెయిన్ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది next one data sufficiency data sufficiency అంటే ఒక టాపిక్ కాదు అది అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఎన్ని టాపిక్స్ ఉంటాయో అన్ని టాపిక్స్ మీద కలిపి మీకు ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో అప్పుడు మాత్రమే డేటా సఫిషియన్సీ చేయగలుగుతాం కాబట్టి అన్ని టాపిక్స్ యొక్క అప్లికేషన్ ఈ డేటా సఫిషియన్సీ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ వర్బల్ నాన్ వర్బల్ అంటే మీకు తెలుసు mirror image water image counting of figures paper cutting paper folding sequence of figures ఇవన్నీ గల మనకి ఎక్కడ వస్తుంటే నాన్ వర్బల్ వస్తాయి ఇందులో త్రీ మార్క్స్ వస్తే ఫోర్ మార్క్స్ రావడం జరిగింది రైట్ ఇక్కడ చూడండి తర్వాత టేబులర్ అండ్ పై డయాగ్రామ్స్ అంటే టేబులర్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది టూ మార్క్స్ వస్తే సిక్స్ మార్క్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలంటే మళ్ళీ మీకు పర్సంటేజ్ రావాలి యావరేజ్ రావాలి రేషియోస్ రావాలి ఇక్కడ మళ్ళీ అర్థమెటిక్ రావాల్సి ఉంటుంది basics next one clocks and calendars ఇవి కూడా క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేలాగా ఉంటాయి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ దీన్ని మిస్ చేసుకోవద్దు మెయిన్స్లో సిక్స్ మార్క్స్ ఉన్నవి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కలిపి మీరు ఒక టూ మినిట్స్ స్పెండ్ చేస్తే ఎగ్జామ్లో సిక్స్ మార్క్స్ అనేటువంటి మీ హ్యాండ్స్లో ఉంటాయి కాబట్టి క్లాక్స్ క్యాలెండర్స్ అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎందుకంటే షార్ట్ టైంలో ప్రిపేర్ కావచ్చు విత్ ఇన్ లెస్ టైంలో ఆన్సర్ చేయొచ్చు అందరికంటే అడ్వాన్స్గా ఉండొచ్చు కాబట్టి ఇది ప్రిపేర్ కానీ six next direction one mark and మెయిన్స్లో టూ మార్క్స్ సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చేసరికి బ్యాంకింగ్ వాళ్ళకైతే ఇంపార్టెంట్ కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎక్కువ స్ట్రెస్ చేయడం లేదు ఓన్లీ వన్ మార్క్స్ వస్తే త్రీ మార్క్స్ వస్తున్నాయి and counting of figures one ఇది యాక్చువల్గా నాన్ వర్బల్ కిందకి రావాలి one and zero and venn diagrams base చేసుకునే క్వశ్చన్స్ వన్ వస్తే మెయిన్స్లో నైన్ కాబట్టి టెన్ మార్క్స్ ఇది కూడా main major important topic venn diagrams అనేటువంటిది రైట్ రైట్ ఇక్కడ చూడండి ఇంకేంటి అంటే మ్యాథమెటికల్ రీజనింగ్ అంటే ఏంటి అంటే plus minus if X is called plus Y is called minus then fine X plus Y plus Z is equal question mark అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా అటువంటి క్వశ్చన్స్ ఇందులో వస్తాయి నెక్స్ట్ డైస్ నుంచి వన్ మార్క్ బ్లడ్ రిలేషన్స్ నుంచి four marks blood relation also ఇక్కడ మనకి ప్రిలిమ్స్లో రానప్పటికీ బ్లడ్ రిలేషన్ అనేది ఎటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే మీరు ఇక్కడ ప్రిపేర్ అయితే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు యూజ్ అయిపోతుంది next one is ranking order zero and three ఓకేనా అండ్ ఇక్కడ వరకు ఏంటి అంటే how to prepare for arithmetic reasoning and pure maths అనేది తెలిసింది ఈ వీడియో చూడడం ద్వారా అండ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలిసినవి రైట్ అందులో ఈ వీడియోలోనే మీకు ఏం ఏం చెప్పానంటే అర్థమెటిక్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది వీడియో చూడమని ఇవన్నీ కవర్ అయిపోతున్నాయి కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి I hope you understood this video thank you